అందరికీ నమస్తకారం ఈ అల్లా మంచి మంచి ముచ్చట్లు ఏంటిదంటే ఇప్పుడు గోకులాష్టమి వచ్చింది కదా మంచిగా చింతకాయ అవి ఇవి ఆకుకూరలు అనేది తినవచ్చు అట్లనే మంచిగా ఏంది ఆశ శ్రావణం ఆషడం తర్వాత కార్తీకం కదా ఇప్పుడేమో శ్రావణంలో కార్తీకం వచ్చింది నేనే తప్పు చెప్పిన ఇప్పుడు కదా కార్తీకం ఆషడం శ్రావణం మామూలుగానే అర్థం అవడం కష్టం దాంట్లో మళ్ళీ ఇంకా క్లిష్టం అంటే మీరు ఇచ్చిందే అది కదా సార్ ఓకే మీ మీ పేరు చెప్పాలి కదా చందు మొండేటి కాదు ఇప్పుడు మీరు చెండాట చెండాట ఆడేసిరు ఓకే కథ ఏంది అసలు అది ఉన్నదా రాసున్నదా లేక రాసుకున్నదా నేను ఒకటి చెప్తా మా కథ ఏంటి అని అది నువ్వు మళ్ళీ చెప్పాలి చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ నైస్ నేను వేరేది అయితేనేమో కల్ఫనీకి అంటుంటి కానీ ఇది కిష్ణుంది చెంఫ షెల్లు మంటది <laughs> దేవుని మీద జోకులేసుడు కాల్పనిక అనేది పర్లేదు కాల్పనిక అంటే ఒక్కటి కూడా ఇప్పుడు మీరు పెట్టిన శోకానికి ఇగో ఇక్కడ చూస్తే మనకు అది శ్లోకం శోకం కాదు కొన్నిటికి నాకు అవకాశం ఏంటి ఓకే అంటే మరి అర్థమే మారిపోతుంది అంటే నా స్క్రిప్ట్ కూడా మీరే రాస్తే నేనేం చేస్తా సరే ఇప్పుడు వీరో గారు అయితే ఇప్పుడు రాలేరు ఆయనకు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్ఘమయ మృత్యోర్మామృతంగమయ ఇసంటివి ఏమైనా ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి శాంతి ఇప్పుడు మనకు అనుపమ పరమేశ్వరి మహేశ్వరి అది వాడుతుంది ఏం వాడాలి ఇదే అది వాడాలి కాదు అది పాడాలి పాడాలి ఓకే ఓకే ఓకే ఏది సద్గమయ జ్యోతిర్గమయ శాంతి శాంతి శాంతి ఇదే ఇంగ్లీష్ లో వాడు అది సాంస్క్రిట్ దానికి మళ్ళీ అనువాదం ఉండదు చెప్పు అదే ఎందుకు బాగుంది కదా ఇలాగే బాగుంది అంటే నీకు శాంతి శాంతి అంటే నువ్వు ఎక్కువ సోషల్ మీడియా బాగుంటావు కదా ఊ అంటే తమ్ముని ఇబ్బంది పెట్టి ఇరువలు చేస్తుంటారు మీ తమ్ముని ఫారం తీస్తావు నువ్వు అంతే కదా మరి పిల్లకేసి అవేనా ఏమేమో చేస్తుంటది అప్పుడప్పుడు కార్తికేయ సర్ప్రైజ్ లాంటి సర్ప్రైజ్ ఇంట్రొడక్షన్ కూడా దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తే చందన్న చెప్పే ఇంకా నువ్వు తీసిన నాలుగే నాలుగు గానీ బంఫర్ హీట్లు కొట్టినావు ఎట్లా అనిపిస్తున్నది చిన్న ఏజ్ లా సీఎం అయినట్టున్నది కానీ ఎట్లా అనిపిస్తుంది ఆ సినిమాలకి రిజల్ట్ ఎలా ఉందేమో కానీ నువ్వు చిన్న ఏజ్ అంటుంటే ఇంకా చాలా బాగుంది చెప్పు ఏమున్నది ఎంటికలు ఆడాడ కొంచెం కొంచెం అంటే నాకు తెలిసి థర్టీ ఎయిట్ ఫార్టీలు ఉంటాను అది చిన్న ఏజా సరే ఓకే ఇప్పుడు వయసు గురించి ఎందుకని చెప్పు <laughs> అంటే లగ్గమైంది పిల్లలు కూడా అయింది పిల్లలు ఇద్దరు పిల్లలు మరి ఇంకేంటి చెప్పుకోనికి ఏమున్నది ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర హీరోయిన్ లేనప్పుడు చెప్పు అబ్బా నీకున్నదా అట్లాంటిది రష్ ఏమని ఉన్నదా రష్ రష్ అంటే ఓకే అంటే నువ్వు ఇప్పుడు ఈ దాని మీద నువ్వు అంటున్నాను ఏమనుకోకు మీరు అనేది నాకు అలవాటు లేదు వద్దు అసలు ఏమన్నా ఉంటే మన మన వాళ్ళ తీరే ఇంటి వల్ల తీరు మన ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు నువ్వు అంట ఇట్లా నీకు ఇవిటే మీద అంటే అంతకు ముందు కూడా సినిమాకు ఆ సినిమాకు ఇటువంటి గ్రాంధికమైన పదాలు పెట్టనీకి ఎట్లా మన అది చిన్నప్పుడు చదువుకున్నా మా నాన్నగారు చెప్పేటప్పుడు శిశు మందిర్లోనా చదువు శిశుమందిర్లే కాదు నీ స్కూల్లోనే సరిగ్గా వెళ్ళలేదు శిశుమందిర్ కదా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు చిన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి forty one days Sundarakanda Mahabharatam Ramayanam ఉండేది అనమాట సో ఇంకా అవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట సో నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళకి నా ధన్యవాదాలు మొత్తం అంటే పొద్దుగాల ఫగటికి ఫొద్మికి ఏమైనా శ్లోకాలు వాడతావా ఏ లేదు శ్లోకాలు నేనేమంత ఏం వాడను నేను అంత అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు కూడా నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ వేరే అంటే నువ్వు అంత సినిమాలో చూసుంటే Hmm. దేవుణ్ణి ఆరాధించడం కన్నా దేవుణ్ణి అర్థం చేసుకోవడం ముఖ్యం ఇది hmm. మన సినిమా అంటే అప్పుడు కూడా మహేష్ అన్న మహేష్ సార్ చెప్పింది కదా వీరో hmm. సార్ దేవుడా నువ్వు బాగుండాలి నువ్వు మాత్రం బాగుండాలని ఎవరైనా కోరుకుంటారా ఇదే లైన్ మీది కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అవును చాలా మంది అంటే మనం గుండు కొట్టుకోవాలను ఇంకోటి పత్యం ఉండాలను ఉపవాసం ఉండాలను అంటే అది కాదు అదంతా మన కోసం మన ఆరోగ్యం కోసం మన దీక్ష కోసం అంతే అంటే వీరు ఈయననే సూట్ అవుతుంది అంటాను ఎట్లా అనిపించింది ఈయననే సూట్ అవటానికి అనేది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ కథ అనిపించిన వెంటనే అది కార్తికేయ సీక్వెల్ కే పెట్టామనుకో ఇంకా పెద్దది అవుతుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ కదా కార్తికేయ చూడు హీరో గురించి మాట్లాడుతుంటేనే హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది చూడు అక్కడ వీరి వీరి గుమ్మడి పండు నీ పేరే నిఖిల్ మంచిగున్నా నేను మంచిగున్నావా ఇట్లా కలవద్దయ్యా గుండె ఫర్మానంగా కలవాలి బ్రో సో బేసిక్లీ ఏంటంటే మన సినిమా హిందీలో కూడా తెగాడేస్తుంది ఆల్మోస్ట్ థౌసండ్ స్క్రీన్స్ అక్కడికి వెళ్ళి వస్తుంది అందుకే కొంచెం లేట్ అయింది అక్కడ ప్రమోషన్ చేయాలి కదా అల్లుడ మన అల్లుడారు సార్ చెప్తానే ఉన్నాడు <laughs> ఇప్పుడు అందరు పొగుడుతుంటే ఎట్లా అనిపిస్తున్నారు మీకు ఇది మన సినిమానేనా అనిపిస్తుంది దమ్మొస్తున్నారు కదా మాట్లాడి మాట్లాడి ఇంకొకటి నువ్వు ఇందాక నుంచి తమ సోమయ్య అని చెప్పావు కదా నువ్వు చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అబ్బా అని మేము ఒక గోల్డ్ హ్యాండ్ పెట్టాం తెలుసు కదా అవును దానికి నువ్వు ఖచ్చితంగా కొట్టేస్తావు అనుకున్నా అదే శ్రీకృష్ణ విగ్రహం ఏదైతే మూడో నాలుగు ఇచ్చాం చూడు మూడు నాలుగు కొట్టేస్తాం ఎంత బాగా చెప్పారు మంత్రాలు ఇప్పుడు మొత్తం మా గీత అంతా జమ్మని చెప్పి మేము ఒక లైన్ లో చెప్పాం ధర్మం కోసం యుద్ధం చేయమన్నా ఆయనకి మించిన వీరుడెవరు Hmm. సో అంటే అంటే ధర్మం కోసం యుద్ధం చేయొచ్చు అంటే సినిమా తీసేటప్పటి నుంచి కూడా మేము రీసెర్చ్ చాలా చేస్తాము did lot of research but మీలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది మీరు చెప్పాలంటే అందరికీ ఉండాలి ఇన్ఫర్మేషన్ అవును సార్ నైస్ నీకు ఉంది ఇది నిన్ను చూసి ఎవరైనా అమ్మా hmm. సత్తికి ఇంత బాగా వచ్చా అని అనుకుని అక్కడ ఆగిపోకూడదు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి నేనంటే నెలలక మనం పోయి గింతే నేర్చుకున్నా సార్ ఇంకొకరొకరు మామూలు చిన్న చిన్న వాళ్ళు కూడా ఇడిచి పెడితే చెప్తూనే ఉంటాం సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అట్లా చెప్తానే ఉంటారు అది నేను చిన్న అందులో ఇంకొక చిన్నది ఏంటంటే నేను అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నా చాలా బాగుంది ఇది విడమరిచి దాని అర్థం తెలుసుకున్నాం అనుకో అత్యద్భుతంగా ఉంటుంది అదే అవసరం మీరు చెప్పింది అదే ప్రయత్నం కదా సార్ సినిమా అనేది పెద్ద మాధ్యమం అందులోకి వెళ్ళి మీరు అంత ఒడబోసి అయ్యా మీరు భగవద్గీతలు ఇవన్నీ చదవలేరు అందులో రెండు మూడు లైన్లు మీకు ఇస్తే షార్ట్ లో వండి ఇంత రౌండ్ ఆఫ్ ఎందుకు మొత్తం రింగ్ రోడ్ అంత ఎందుకు తిరుగుతారు బైపాస్ లో గుల్గుల్ మ్యాప్ చూపిస్తే ఫోన్ నావిగేషన్ గుల్గుల్ ఆ మ్యాప్ లెక్క గుల్గుల్ e అంటే గుల్గుల్ అంటే టిక్కుల్ గూగుల్ గూగుల్ మ్యాప్ తెలుసు భయ్యా ఆయన అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా గూగుల్ భగవద్గీత అర్థం ఈయన అర్థం కాదు మిమ్మల్ని ఇప్పుడు ఫౌడానికనే పిలిచింది నిజంగా నేను ఎంతతో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఫౌడానిక పోటీ పడుతున్నారు అందులో నేను ఒక్కరిని నేను ఇంత ఇసుకరాయి మందం కూడా కాదు కృష్ణుని కాలిగోటికి అంటే ఆయన మీరు కాలకాన్నే చూపెట్టిరు అంతా ఆయనకు అందేసిండు అంద అంటే అందే అంటే గొల్లో లేసుకుంటారే గద్దె మీద కథ చెప్పేటప్పుడు అరి అరి అరే తమ్ముడా తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా అని అప్పుడు కూడా లూజ్ బంప్స్ వస్తాయి కదా మీరే లూజ్ బంప్స్ అట్లా అందె మీద మీరు అందెలనే పెట్టిండ్రు దాన్ని అందె అంటాం మేము అవును మీరు దాన్ని ఏమన్నారు కంకణం కంకణం కంకణం అంటే చేతికి ఎట్టుకునేది కాలుకి పెట్టింది కడియం అది మీరు సినిమా చూడాలి మీ ఫ్యాన్స్ అందరికి మీరు చెప్పాలి కదా మొన్న రాకెట్ల పండుగ వచ్చే చుట్టాలు ఇంట్లో ఉన్నారు నేను ఏడపోయినా హౌస్ ఫుల్ కలాసికన్ ఫుల్ అంటున్నాను ఇక టాకీస్లల్లో మొత్తం ఉన్నది అంటే ఒక అప్పుడు పోతుండ్రి మంచిగా అన్నమయ్య సినిమాస్ వంటి అవిటకు బండ్లు కట్టుకొని టాటకార్లు వేసుకొని పోతుండ్రి ఇప్పుడు ఇంటిల్లాదుల తాత కూడా నేను వస్తాను అయి అదేంటో బాగుంది నాకు చాలా ఇప్పుడే న్యూస్ వచ్చింది ట్విట్టర్ లో ఒక ఫ్యామిలీ మొత్తము శ్రీకాకుళంలో చూద్దాం అనుకున్నారు కానీ మ్యాట్నీ అండ్ వర్కింగ్ డే ఈరోజు ట్యూస్డే ట్యూస్డే రోజు కూడా హౌస్ఫుల్ ఉండడం వల్ల శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చి హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు మన కార్తికే టూ సినిమా ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియం ఏదన్నా అనుకోండి చిన్నదైనా సరే ఆర్ట్స్ ఆఫ్ అయినా సరే ఇలా అక్కడ దాకా పోయింది ఆర్ట్స్ ఆఫ్ అంటున్నాను అక్కడ దాకా నేను రాసేటప్పుడు కూడా అంత తీక్షణంగా రాయన వినేటప్పుడు మాత్రం అంత తీక్షణంగా అక్కడ దాకా పోయిందంటే మీరు ఇచ్చింది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ ఇది లోపటికెళ్ళి వచ్చింది విందిల దాకా పోయింది భావం ఎక్కడున్నా సరే అది అది అందరికి అర్థమయ్యేటట్టు ఇచ్చిండ్రు ఇవాళ అగర్వాల్ సార్ అయితే ఎంత ఖుషి పడుతున్నాడు ఆయన గల్లఫేట నిండిపోయింది <laughs> కృష్ణ జన్మాష్టమి రోజు మాకు ఆల్మోస్ట్ ఒక two thousand theatres three thousand theatres ఇస్తున్నారంట అండ్ hmm. ఆ రోజు చాలా హెవీ కలెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే కృష్ణుడి మీద తీసిన సినిమా కృష్ణ జన్మాష్టమి వస్తుంది సో అందరు కూడా ఇంట్లో ఉండకుండా జన్మాష్టమి రోజు ఈసారి తెలుసు కదా కృష్ణాష్టమి ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు Janmashtami two days hmm. hmm. వారోత్సవాలు చేస్తుంది వారోత్సవాలు మనం <laughs> ఇప్పుడు ఎట్లయితే ఆయన ఆయనే ఆ డేట్ డిసైడ్ uh, చేశారు పదమూడో తారీఖున రావాలి అక్కడి నుంచి జన్మాష్టమి వరకు జనాలకు తెలియాలి అక్కడి నుంచి ఇంకా సినిమా ఎత్తుకోవాలన్నది ఆయన డిసైడ్ చేసింది ఇదంతా మీరు చెప్పిన లాజిక్లు అన్ని ఎట్లున్నాయంటే కృష్ణుడే ఇంజనీర్ ఎస్ ఇప్పుడు ఆయన చేసిన తెలివికి ఆట్సాఫ్ చెప్పాలి ఆయన చేసిన బాటలో నడుస్తున్నాం మనము అన్ని అన్ని ఒక తాళం లేకనే పెట్టిండి ఆయన అవును ఏ దానికి ఎట్లున్నది అనేది అవును మీరు దాన్ని తీసి అందరికి సినిమా అంటే అర్థమవుతుంది ఇందులో ఒక విటమిన్ సాంగ్ లేదు ఒక డాన్స్ ఒక హీరో హీరోయిన్ కలుసుడు కూడా లేదు కలిసి ఉన్నాం కదా కలిసి మొత్తం కలుసుడు అంటే ఏంది అడవుల ఫోన్ తీ చెట్ల ఫోన్ తిరుగుడా <laughs> ఏదైనా పొదలు వస్తే బుద్ధి అని ఉంటారు కానీ ఏం లేదు అట్లాంటి సినిమా కాదు అండ్ um, ఈ రోజు ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు అండ్ అందరు ఎట్లా వస్తున్నారంటే బికాస్ ఐటమ్ సాంగ్లు ఇవన్నీ ఈ సినిమాకి అవసరం లేదు అదే అంటున్నారు కూడా అవసరం లేదు అందుకే అవసరం అట్లా దేవుణ్ణి చూపెడితే వచ్చు ఇప్పుడు భజన కాడికి ఎంతమంది పోతారు బార్ కాడికి ఎంతమంది పోతారు ఇదే లెక్క పెట్టుకో ఊతంతా ఏడుంటారు అరే టైం అయిపోతుందిరా అంటారు కానీ గుడి మూసేస్తారా అంటాను ఉన్నారు కానీ కాదు కాదు ఇప్పుడు కానీ కార్తికేయ టూ సినిమా యూత్ చాలా హెవీగా వస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ ఉంది సస్పెన్స్ ఉంది మిస్టరీ ఉంది అండ్ భక్తి ఈజ్ అ పార్ట్ దీంట్లో బట్ మేజర్గా ఒక మంచి సినిమా అండి మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారా సార్ ఆస్ట్రాలజీ నమ్ముతాను చాలా మంది ఆస్ట్రాలజీ నమ్మరు అంటే ఆస్ట్రాలజీ అంటే ఏం లేదు వాస్తు శాస్త్రం ఐడియా ఉంటే నలంద యూనివర్సిటీ ఐదు వేల క్రితం నలంద యూనివర్సిటీ ఉంది కదా వాస్తు శాస్త్రం అనేది అదొక సబ్జెక్ట్ ఈసీఈ ఎలా చేస్తామో ఐటీ కంప్యూటర్ సైన్స్ అనేవి ఎలా కోర్సు వాస్తు శాస్త్రం అనేది కోర్స్ అది శాస్త్రం శాస్త్రం అంటే ఏంటంటే vastu is also science but తర్వాత తర్వాత తర్వాత తర్వాత ఏమైపోయింది అంటే సేమ్ మెడిసిన్ ని కొంతమంది తప్పుగా ఎలా వాడుకుంటారు మంచి డాక్టర్లు ఉన్నారు అలాగే దాన్ని బిజినెస్ బిజినెస్ కోసం అంటే ఏంటి ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడం కదండి ఇప్పుడు మనం వెదర్ వెదర్ చెప్తాము వెదర్ గురించి ఎట్లా తెలుసు త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి అదొక సైన్స్ అది సేమ్ hmm. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ నేను ఎందుకన్నా అంటే కరెక్ట్ hmm. చాలా చక్కటి ప్రశ్న అడిగిన hmm. అంటే అక్కడ అనుపం కేరీ ఇక్కడ అనుఫం పరమేశ్వరి ఇట్లా ఇద్దరిని వెటనీకి ఎందుకు కారణం అనుఫం అనుఫం అంటే సుఖంగా ఉంటది కదా ఒకే పేరు ఇద్దరిని పలకచ్చు ఆయననేమో బంగారం దుక్కున పైన లేక ఆయన ఉన్నాడు నున్నగా కానీ ఆయనకి ఎంత క్రేజ్ ఇండియా మొత్తం కానీ కళ్ళు లేకున్నా కూడా లెక్కలు చెప్తున్నాడు అంటే చెప్పాంగిన నేను అంటే ఇప్పుడు మనకు చదువచ్చిన వాళ్ళకి ఏం తీయమంటే ఆడికి పోయినాక చూసుకుంది కరెంట్ ఉంటుంది ఫోన్ ఉంటుంది గెలుకోవచ్చు అనుకుంటాం కానీ ఏం తెలియనోడు చదువు రానోడు ముందే ఇంట్లో పెట్టుకొని పోతాడు ఆయన కరాడుతో పని లేదు గాలి దుంబాలంతో పని లేదు మరి ఆయనకు సూఫ్ లేకున్నా కూడా అన్ని చెప్తున్నాడు అంటే అంటే చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు ఇది లాజికల్ అర్థమైంది అదే కాకుండా ఇప్పుడు అంటే అనుపమ్ ఖేర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన హిందీలో ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి అందరికీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆయన పిలిచి మీడియా అని అనుపమ్ ఖేర్ గారు పిలిచి ఈ సినిమా చూపిస్తున్నాడు ఢిల్లీలో రేపు ఢిల్లీలో షో ఉంది హిందీ షో విత్ ఆయన పిలుస్తాడు సొంతంగా ఇప్పుడు పిలుస్తుంది అంటే మతికొచ్చు సార్ చాలా మంది ఇప్పుడు సినిమా అంటే గుళ్ళకాడి కంటే ఎవరు అవసరం లేదు మనకు పండితులు ఉన్నారు కదా వాళ్ళను గండ ఫేరేయడం తొడగనికే వీళ్ళు ఇస్తారు షాల్వల్ గఫనికి ఆయన ఏం చదివాడు అదే ఇందు కూడా అవును సార్ అయితే వాళ్ళని పిలుస్తారు కదా ఫస్ట్ టైం ఏమో ఇస్కాన్ టెంపుల్ లో మిమ్మల్ని పిలుచుంటారు అవునబ్బా ధన్యవాదాలు అవును అది ప్రపంచ దేశాలకు తెలుసు అందరికి అంటే దేశాలలో భాగస్వామ్యం ఉంటారండి ఇస్కాన్ అంటే ఇస్కాన్ ఆస్ట్రియాలో కూడా ఉంది మంచు పర్వతాల మధ్యలో కూడా ఇస్కాన్ ఉంది అట్లా మిమ్మల్ని పిలిచి ఎట్లయినా లూజ్ బంప్స్ అది కూడా లూజ్ బంప్స్ అట్లా అంటలేనే మన భాషలో కానీ ఇక మనం అయితే ఒకసారి కలిసినాం నిఖిలా నన్ను కలిసిన నేను అప్పుడు కూడా అంటే అయినాక ఫస్ట్ హీట్ కదా ఇది అవును ఏమంటున్నారు డాక్టర్ <laughs> చాలా హ్యాపీగా ఉంది బిడ ఇంకా సూదులు మందులు ఎక్కువ వంచుదమ్మంటుంది <laughs> ఓ అవును అప్పుడు ఆ టైంలో పాండమిక్ టైంలో పిలిచారు కదా మీరు యా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఇంత మంచి హిట్ ఇచ్చాడు సో దీనివల్ల చారిటీ కూడా చాలా చేయాలి దేవుడి దేవల్ల పాండమిక్ అయిపోయింది కానీ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారు and we'll also always be part Nikhil అంటేనే జర ఎమోషనల్ గా ఉంటారు మాట్లాడడానికి అసలు దమ్ము సరిపోతలేదు ఏడాయన సారీ సారీ అనుకుంటేనే మొత్తం మాట్లాడేస్తున్నాడు దమ్బాడుతున్నాడు అంటే అంత జిమ్ బాడీకే ఎలర్జీ సరిపోతలేదు అంటే చూడు అంటే ఎనర్జీ కాదు ఎక్సైట్మెంట్ అది ఎక్స్పెక్ట్ ఎక్సైట్మెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి Satya bro different different place నుంచి పిలుస్తున్నారు జనాలు ఇప్పుడు జైపూర్ నుంచి పిలుస్తున్నారు గుజరాత్ నుంచి పిలుస్తున్నారు ప్రతి ఈ సిటీస్ నుంచి వస్తుంటే నాకు అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు బట్ దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నట్టు అనుపమ్ ఖేర్ గారు కానివ్వండి అందరూ ఇప్పుడు Anupam permission everybody taking responsibility to promote and సినిమాని అన్ని ప్లేసెస్ తీసుకెళ్తున్నారు కర్ణ నుంచి మా ముగ్ధనే అడగవు ముద్కనా ముగ్ధ <laughs> ముగ్ధ ఎవరు మా ముద్గా అన్నారా ముద్కనా <laughs> ముద్దు అనలేదు ముద్క అంటే మంచిగా ఎంత ముద్దు కొడుతుంది దినాము కనిపిస్తుంది ఏమనిపిస్తుంది ముద్దుగా అనిపిస్తుంది దాని ముందు ముద్దు కొడుతుంది ఏదో మధ్యలో ఏదో మిస్ అయింది బినామియా ఏమన్నా ముద్దుగా అనిపిస్తుంది అనిపిస్తుందా అందుకే అందుకే ముగ్ధ అని పెట్టాం పేరు ఫెయిల్ రైషయానికి వస్తే మళ్ళా అందులోనేమో దేవుణ్ణి నమ్మనట్టు ఉంటాడు కదా ముందు మీరు తీసిన సినిమా కార్తికేయ అందులో దేవుణ్ణి నమ్మద్దు అనే ఉండదు అంటే నాస్తికుడు అన్న నాస్తికుడు కూడా కాదు యాక్చువల్గా ఇంకో చెప్పాలంటే బయట నాస్తికుడు అనే అతని దానికి అర్థం వేరు మారిపోయింది కానీ నాస్తికుడు అంటే దేవుడిని నమ్మనవాడు కాదు ఇంకా ఏదో ఉందని అనుకునేవాడు అంతే దేవుడు అంటే ఇంకేదో ఉందని ఇంకా ఏదో ఉందని దేవుడు లేదు పవర్ ఉంది అని అంతే సో అలా అన్నమాట బట్ ఇందులో కూడా మనకి ఆయన చెప్పింది ఏంటంటే సారీ చూడు సినిమా చూస్తే అప్పుడు అర్థమవుతుంది సినిమా చూడకుండా ట్విస్ట్లర్ చేస్తున్నావు బయట ఎక్కువ మంది చూడడానికేనే కదా ఇప్పుడు మనం లొల్లి పెట్టేది అంతా <laughs> అంటే మీ లోపట ఇంకోటి ఇంకో అర్ర కూడా ఉన్నది చిన్న మీద ఇంకా వేరే వేరే ఉన్నది అనేది చెప్పనీకి అరే డైరెక్ట్ గా టూ ఇంటెలిజెంట్ అని ఎట్లా టూ ఇంటెలిజెంట్ త్రీ అంటే యాదకొచ్చింది ఇది మూడో కథ సిద్ధమా మరి చూపించగా అదే చెప్పిండ్రు కదా చెప్తుంటేనే వింటున్నా నేను కథ ఇప్పుడు నా బ్రెయిన్ లో ఉందన్నమాట సో తర్వాత నాకు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు <laughs> బ్రెయిన్ ఎక్కడ ఇక్కడ పో తీసుకెళ్ళు బ్రెయిన్ ఇప్పుడు ఏదో ప్రమోషన్స్ మీద పెడతాను హీరో హీరోయిన్ ఒక తాటి మీద తీసుకొచ్చి తిప్పాలి కదా మూడో అయితే ఇచ్చినావు హింట్ ఇచ్చా ఎక్కడ ఉంది ఏం జరిగింది అన్ని హింట్ ఇచ్చారు బయట దేశాలు దాకా బయట దేశాలు మామూలుగా కాదు గ్రీస్ పోర్చుగల్ అట్లాంటిక్ ఓషన్ అంటే ఒక దాంట్లో ఉన్నది మొత్తం కథ కన్ఫర్మేషన్ కన్నా ముందు నేను ఎవరిని కన్ఫర్మ్ చేశాను సార్ ముగ్ధా ముక్త ఇచ్చిందా మళ్ళీ డేట్స్ అది అంతే అడుగుతున్నావు నువ్వు నువ్వు అడుగు ముద్దుగా ముద్ద ఆ టైంకి కరెక్ట్గా ఇస్తాం అడుగు సంతకం పెట్టిండ్రా మరి నన్ను గుర్తుంటే నిన్ను నన్ను పిలిస్తే నేను వస్తాను ఏ ఒక్క నిన్ను విలువ ఎవరు పిలుస్తారు ఇంకా మంచిగా అంటే ముద్దు కొడుతున్నావు కదా ఆల్రెడీ నువ్వు తెలుగు ప్రజలు అందరికి దగ్గరనే ఉన్నావు మీ మలయాళంలో అది మలయాళంలో ఒక శోకం పాడరాదు శోకమా కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పండి మలయాళంలో రిలీజ్ చేయమని అందరు నన్ను అడుగుతున్నారు తిడుతున్నారు మా అమ్మ అయితే నాతో మాట్లాడట్లేదు ఆపేశారు మాట్లాడటం ఓకే తెలుగు నేర్పి రాదు అర్థమైపోతుంది కాదు అమ్మ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా నేర్పించారు కదా మలయాళం ఎప్పుడు రిలీజ్ నైన్టీన్త్ మీరు ఇస్తే కదా కాపీ కొట్టుకోండి ఇప్పుడు నేను కొంచెం జరుగుతాను ఇక్కడ కాదు కృష్ణ జన్మాష్టమి రోజు మనం రిలీజ్ చేయొచ్చు నైన్టీన్త్ నాగుల సవితికి పోయి ఫుట్టల ఫాలో పోసుడు అట్లాంటి అలవాటు ఈమెకి అత్యద్భుతమైన డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఉంది తెలుసా సూపర్ ఏమై అడుగు శనివారం శుక్రవారం సాన్పి చల్తావా పూజ చేయదు పూజ చేయదు పూజ చేస్తే వచ్చే ఏదైతే ఫలితం ఉందో దానికోసం ప్రయత్నిస్తుంది ఎట్లా ఎట్లా అంటే చిత్తశుద్ధి ఆన్సర్ చేయండి ఆవిడ ఆన్సర్ చేస్తుంది కదా ఓగా ఓగా చేస్తున్నా యోగ ఏం కాదు hmm. మన లోపల గుడ్నెస్ ఉంటే చాలు మనం ఆనెస్ట్ గా ఉంటే చాలు I think that's what it is స్నానం చేయవా నెత్తికి నువ్వు స్నానమా <laughs> స్నానం స్నానం అమ్మా అంటే ఎప్పుడు చూసినా స్ప్రింకుల్ స్ప్రింకులే ఉంటుంది <laughs> రింగులు రింగులు ఇస్త్రీ చేసుకొని వచ్చినాం ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటాయి అన్ని అవి చేపించుకోనికి వేల రూపాయలు కావాలి నీ ఒరిజినబుల్ గా అర్థమైందా అది చేయించడానికి యాక్చువల్ గా ఉంగరాలు ఉంగరాలు ఉండడానికి బోలని డబ్బులు ఖర్చు పెట్టాలి ఇది ఆటోమేటిక్ అలా ఆటోమేటిక్ అలాగే బట్ చాలా ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టాలి నేను ఇస్త్రీ చేపియా నీకు ఇస్త్రీ గరం చేస్తే కథం ఎక్కువ కాల్చితే కమర్ వాసన వస్తుంది అది యాక్చువల్లీ ఫుల్ బర్న్ అవ్వాల్సిందే అక్కడికి వెళ్ళి ఆ పటాకా నా హెడ్ పైన కానీ నీ మేకప్ నేను హెయిర్ స్టైలిష్ అయితే అదృష్టవంతులు ఎందుకంటే మేకప్ తక్కువ పడుతుంది ఇంటికెళ్ళి కూడా నువ్వు మొత్తం చిన్నగానే అప్పటి జరిగిపోయింది ఇప్పటిది కలుపుడు అంటే అది ఒట్టిగానే కాదు ఇది ఆమ్లెట్ వేసినట్టే అవుతుంది <laughs> ఎంటికెళ్ళి ఎగిరిపోతాయి అవునవును అంటే నమ్మాలి ఇప్పుడు మనం ఏంటి నమ్మాలి అంటే నేను ఏం నమ్ముతానంటే ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే ఆ పునాది వదిలేసి వెళ్ళిపోయాడో ఆయన ఆరా ఇంకా ఉంది ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో ఆయన డిసైడ్ చేసింది ఇది నీకు అర్థమైందా ఇప్పుడు కొంతమంది మనుషులు చనిపోయిన తర్వాత వంద సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం మనం ఆయనది వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఉనికి ఉందంటే సో అదే పవర్ అది నేను నమ్మాను అందుకనే అది కథా రూపంలో వచ్చింది అది ఆయన కృష్ణుడు అంటే కర్రెగా ఉంటాడు లేకుంటే ఫిలిం ఊతూనే ఉంటాడు లేకుంటే ఇంకోటి గోఫికల్ అని గీసంటివే చెప్తారు కానీ మీరు చెప్పింది కొత్తగా ఉన్నది ఆయన ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఇన్ని రకాలుగా ఉంటుంది కొత్తగా ఉండడం ఎందుకు కొత్తగా ఉందంటే అది నిజం కాబట్టి కాదంటే ఇప్పుడు బేసిక్లీ ఫస్ట్ పార్ట్ లో కూడా సైన్స్ ఉంటది కదా సైన్స్ అండ్ గాడ్ మిక్స్ చేయడం వల్లే ఆ సినిమా అంత సక్సెస్ అయింది సో చందుకి అండ్ ఈవెన్ నాకు కూడా బిలీఫ్ ఏంటంటే God is nothing but science అంతే కదా నిజంగా ఒకప్పుడు పుష్పక విమానంలో కరెక్ట్గా చెప్పాలి అంటే గాడ్ ఉంది కదా అందులో ఒక పార్ట్ సైన్స్ అర్థమైందా ఒక అందులో ఒక భాగం సైన్స్ ఈజ్ అ భాగం ఆఫ్ దైవత్వం ఇంకోటి ఇప్పుడు నిజంగా మంచి పనులు చేసే వాళ్ళు సినిమాలో డైలాగ్ కూడా ఉంది సైన్స్ ఇస్ అ భాగం ఆఫ్ దైవత్వం అన్న statement okay mix of English and Telugu ఇప్పుడు దాంతో పాటు అంటే శక్తి అండ్ శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి గుణం ఉంటేనే దేవుళ్ళు అవుతారు సో బేసిక్లీ రాముడు కానీ కృష్ణుడు కానీ మనం ఎందుకు పూజిస్తాం లేదా ఈవెన్ సో జీసస్ క్రైస్ట్ కానివ్వండి మొహమ్మద్ ప్రొఫెట్ మొహమ్మద్ కానివ్వండి వీళ్ళందరూ అంత గొప్ప వ్యక్తులు ఎందుకు అయ్యారంటే వాళ్ళు ఉన్న you know gods because of their మంచి పనులు చేశాడు చేయడం వల్ల అదే అప్పుడు ఒక కథ నానుడిలో ఉంటుండే సార్ అంటే మేమందరం అంతమైపోతుందిగా దాఫర యుగము ఇట్లా యుగాలు అంతమైపోతున్నాయిగా మేము ఏం చేసుకొని బతకాలని రాజకేసులు పోయి దేవతల దగ్గర అడిగితే మీరు ఏం లేదు కలియుగంలో దోమలు ఈగలు లెక్క జనాల్ని ఫీడిచ్చుకొని తినుండి అంట అని అఫర్లో చెప్పినట్టు ఒక కథ గుర్తున్నది అట్లా మీరు అధీరుల అట్లా అభీరులు వాళ్ళను కూడా ఇప్పటి జన్మ ఎత్తినట్టు అవన్నిటిని చేసినట్టు అవన్నిటిని వాళ్ళు ఒక రసికన కవచం లెక్క అవి రాసుకున్నదేనా ఉన్నది కొంచెం చెప్పాను కదా ఇందాక చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ ఇంగ్లీషరు ఇది మళ్ళీ చెప్పనీక మన కానీ అభిరాజ్ అహిరాజ్ ఉండేవారండి ఇది ఇది వాస్తవం ఎందుకంటే మనకి చాలా మందికి మహాభారతం ఎక్కడ జరిగిందో తెలుసు అంటే కృష్ణుడు ఏం చేశాడు దాంట్లో లేకపోతే అర్జునుడు ఏం చేశాడు మహాభారతం అయిన తర్వాత ఏ ఏం జరిగింది సో ఈ ద్వారకాన కింగ్డమ్లో అంటే కృష్ణుడు ఉండేవారు అదంతా చాలా థింగ్స్ జరిగాయి అక్కడ అది ఎలా అంతమైంది ఎలా అన్నది తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత కృష్ణుడు మనవడు ఆయన శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధి వచ్చి ఏదైతే మునిగిపోయిందో అక్కడి నుంచి కొంచెం దూరంగా ఆయన ఆనవాళ్ళకి ఆయన గుర్తింపు కింద శ్రీకృష్ణుడిని ఆయన గుర్తింపు కింద అక్కడ గుడి కట్టాడు ఇది వాస్తవం ఇది ఫేక్ కాదు ఏదైతే ఆ గుడి ఉందో ఇప్పుడు ఆయన మనవడు అదే ప్రద్యుమ్నుడు ఉంటాడు ఆ తర్వాత అనిరుద్ధి ఉంటాడు ఆయన వచ్చి ఆ గుడి కట్టారు అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆ గుడే ఇప్పుడు ద్వారక అక్కడ జనాలు ఉంటున్నారు చూడు ఆ ఊరే ద్వారక ఇది ఇప్పుడు అక్కడ ఉంటున్న గుడి ఉంది కదా ఆ గుడి నిజంగానే ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టిందా అని చెప్పి చాలా మంది వచ్చి అక్కడ కార్బన్ డేటింగ్ తో చెక్ చేశారు ఎలా ఉంటది ఇన్ని భూకంపాలు ఇన్ని ప్రళయాలు ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండడం ఏంటి ఇది ఈజిప్ట్ కన్నా దానికన్నా పాతదా అని చెప్పి ఇది ప్రూవ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు మన సినిమాలో చూస్తే భారతీయతలో ఏదైనా బయటపడితే అది రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసిన అవకాశం లేదు ఎందుకంటే కార్బన్ డేటింగ్ లో తెలియదు అంటే అది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇది ఫ్యాక్ట్ మనం చాలా చాలా కట్టడాలు చూసి ఫారెన్ వెళ్ళి మన పిరమిడ్స్ కి అక్కడ వెళ్ళి ఇక్కడ చూసి అగోబ అనుకుంటాం కదా ద్వారకరండి ఆయన గుడి చూడండి ఆయన మనవడు కట్టిన స్వయాన మనవడు కట్టిన గుడి చూస్తే ఆ ఆర్కిటెక్ట్ దానికి దీనికి మనకి ఎలా ఇప్పుడు కూడా కట్టలేము అది కాదండి అంటే సింపుల్ చెప్పాలంటే పుష్పక విమానం ఉంది మనం ఏదో ఎప్పుడే ఫ్లైట్లో మో మొన్నే వచ్చినాయి అనుకుంటాం బట్ ఆ టైంలో ఉండేవి కదా లేదా ఎలా రాశారు ఇలా గాల్లో వెళ్తుంది అప్పుడు బ్రహ్మాస్త్రం ఉంటుంది బ్రహ్మాస్త్రం వదిలేటప్పుడు ఒక మంత్రం చదువుతారు అదేంటి ఏంటది nothing but voice recognition password ఇప్పుడు అలెక్సా అని మనము పాస్వర్డ్ చెప్తే మన గొంతుని బట్టి అది కాలింగ్ టు నిఖిల్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ అలాగే <laughs> మంత్రంతో అందుకోగలదు యాక్టివేట్ అవుతుంది అంటే <laughs> బాణాలు కానీ కానీ అస్త్రాలు కానీ సో ఇంత డీప్ టెక్నాలజీ మన దగ్గర ఉండేది అవి ఇప్పుడు మంత్రాల గురించి మేము చాలా బాగా చెప్పాం సినిమాలో యాక్చువల్లీ దట్ యుద్ధ వయసులో రుచులైనట్టున్నారు మిమ్మల్ని సైంటిఫిక్ <laughs> ఎక్స్ప్లెనేషన్ కావాలి అవసరం మా దాంట్లో ఇంకోటి ఉంది ఈ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది ఆ డైలాగ్ చెప్పు ఋషులు ముండ్లు ఋషులకి మించిన సైంటిస్ట్ ఎవరు ఉన్నారు అదే మునులు ఋషులకి మించిన సైంటిస్టులు ఎవరు ఉన్నారు అంటే నిజంగా పూర్వకాలంలో ఆ మునులు ఋషులే సైంటిస్ట్ అర్థమైందా ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీరు ఇద్దరిని చూస్తుంటే మా మునుల్లో కనిపిస్తున్నారని నిజంగా అప్పట్లో మునులు ఋషులు అయిపోవాలంటే ఏజ్ కాదు they are really they are scientist నువ్వు చూస్తావు చూస్తాగలంటే పాప్ అని అయిపోయి ఆకారం మారిపోద్ది రాయి ఇదైపోద్ది అంతే కదా ఇదంతా మ్యాజిక్ కాదు సార్ లాజిక్ బిహైండ్ ఇట్ ఇప్పటికి అవును ఋషి అంటే ఆకారం చూడంగానే శంపు గుర్తొస్తుంది కొండి శంపు ఆ కొండి శంపు ఇప్పుడు కాఫర్ వాటర్ బాటిల్ మనం షేప్ చేంజ్ చేసినాం కానీ దాని పదార్థం అయితే చేంజ్ చేయలేం అదే అప్పటిది యాంటీబయాటిక్ అనేది ఆ ఫెండలు ఉన్నాయి ముగ్గులు ఉన్నాయి అవన్నీ చూసినా అంటే వాళ్ళు ఇచ్చినాయి అన్నట్టు మీరు కరెక్ట్ గా చెప్పారు ఈవెన్ డైరెక్టర్ మొన్న చెప్తున్నప్పుడు ఎంత నాకు అలా గూస్ లూజ్ బంప్స్ వచ్చాయి నాకు కూడా <laughs> అంటే ఎలా అంటే ఒక నిమ్మకాయని మనం ఎందుకు మన దసరా రోజు మనం కదా కార్ కింద పెట్టి నిమ్మకాయని తొక్కేస్తాం దానికి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది మనము ఏం లేదు ఇందులో చాలా ఎంటర్టైనింగ్ గా మేము చెప్పాలనుకున్నాం చెప్పాం hmm. అలానే ఫోర్స్ఫుల్ ఇదే చెప్పాం అనుకో ఏదో హిస్టరీ hmm. క్లాస్ లో ఉంటుంది కానీ ఏం తెలుసుకోవాలంటే దీని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నిజాలు తెలుసుకుంటే హ్యాపీ స్టిమ్యులేషన్ ప్రాసెస్ అంటారు బాగా చదువుకుంటావు tenth class exams full tension ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్దమ్మ గుడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుంటావు hmm. అక్కడ రూపాయి కాయిన్ నిలబెడతావు hmm. రూపాయి కాయని నిలబెడితే నువ్వు పాస్ అయిపోయినట్టు అని అంటారు నేను hmm. రూపాయి కాయని నిలబెడితే పాస్ అయిపోవడం ఏంట్రా అని చెప్పి వెటకారం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ రూపాయి కాయిన్ కోసం నువ్వు నిలబెట్టేటప్పుడు నువ్వు పెట్టే ఫోకస్ కి నీ బ్రెయిన్ లో స్టిమ్యులేషన్ జరుగుతుంది జరిగి జరిగి జరిగి అప్పటి వరకు నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకున్నావో చదివేవో అదంతా నువ్వు ఎగ్జామ్ రాయగలవు ఆ స్టిమ్యులేషన్ వల్ల ఓకేనా అది లాజిక్ కాన్సన్ట్రేషన్ ఫ్రాట్ కి ఎగ్జాక్ట్లీ స్టిమ్యులేషన్ జరుగుతుంది మనం చాలా టెన్షన్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి బాగా రాస్తావు ఏం పర్లేదు అని చెప్తారు కదా అదే సేమ్ అక్కడ కూడా జరుగుతుంది you give your life everything to somebody who believe who you believe so ఆ బిలీఫ్ ఉంటుంది ఇద్దరు సోఫతి మంచిగా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏడ కుదిరింది మీ ఇద్దరు సోఫతి రెండు వేల ఆరు జనవరి నుంచి కుదిరింది అప్పటి నుంచి నేను కొత్తగా జాయిన్ అయిన ఏడి నేను ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ <laughs> సో అక్కడ వచ్చిన అక్కడ అక్కడ కలిసి అక్కడ అక్కడ కలిసి సో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బాగా తిఫలపడ్డాడు పెద్ద మనిషి లెక్క కొట్టడానికి అప్పుడు చిన్నగా కొడుతుండే టెన్త్ క్లాస్ అన్నట్టు ఉంటుండే ఇప్పుడు డిగ్రీ లెక్కున్నాడు ఇప్పుడు ఇంత తిప్పల పడి ఇన్ఫ సామాన్ లేపితే డిగ్రీ లెక్క కొడుతున్నాడు <laughs> ఇప్పుడు కొడితే వెళ్ళి అక్కడ నార్త్ లేనప్పుడు సౌండ్ అంటే it was always a dream అండి ఈ సినిమా కార్తికే టూ అన్నది డెఫినెట్లీ చాలా సౌండ్ చేస్తుంది అండ్ అందరు చూసి సినిమా అవుతుంది అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏమనుకోకండి కానీ మీరు అన్నట్టు ఫ్రమ్ హ్యాపీ డేస్ దగ్గర నుంచి హ్యాపీ డేస్ రావడమే చాలా గ్రేట్ అక్కడి నుంచి the journey is going on ఇంకా మంచి సినిమాలు తీయాలి ఇంకా చాలా ఉన్నాయండి బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాన్సెప్ట్స్ uh, కానీ ఇవి కానీ ఇప్పుడు సౌత్ అంటేనే ఒక రుచి దొరికింది మంచిగా ప్రపంచం అంతా మన దిక్కు చూస్తున్నది అందులో నువ్వు మంచిగా ఇది ఒక కథ చేసినావు ఇంకా దీని మీద బూస్ట్ వచ్చేసి కదా ఎంత హ్యాపీ అది అంటే నిజంగా ఈ అవకాశం రావటం ఈ సినిమా చేద్దామని నేను హీరో నిఖిల్ అనుకోవటం hmm. నిజంగా అంతే ఆయన నడిపించారు అంటే ఇంకోటి రాజమౌళి గారికి ప్రభాస్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే బాహుబలి కానివ్వండి మన పుష్ప కానివ్వండి ఆర్ ఈవెన్ కేజీఎఫ్ లాంటి ఫిల్మ్స్ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఫస్ట్ రాజమౌళి గారికి సుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ వాళ్ళు వేసిన రోడే కదండి ఇప్పుడు అందరూ వెళ్తుంది మీకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే ఇటువంటి కథను మీద ఇంత నమ్మకం పెట్టి దేవుడు అంటే వస్తారా జనాలు అని అనుకుని ఎన్ని అనుమానాలు వచ్చినాయో oh. మీరు ఎంత మదన పడ్డరో ఇన్ని ఏళ్ళ సంది పాండమిక్ ఇబ్బంది పెట్టినా కూడా ప్రజల కోసం ఒక మంచి మెసేజ్ తో ఇచ్చిన అండ్ ఇది మంచి కథ అన్ని రిలీజియన్స్ చూసే సినిమా అండి అందరూ ఆల్ ఆల్ రిలీజియన్ అసలు భేదం లేకుండా మెసేజెస్ లో చాలా అవునండి ఎగ్జాక్ట్లీ hmm. అంటే చాలా ఇది మతాల వాళ్ళు ఇది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అండి దట్స్ వాట్ ఐ నేను నేను చెప్తా ఆయన చెప్పింది మతం కాదు జీవితం ఈ డైలాగ్ కూడా ఉంది మా దాంట్లో తర్వాత hmm. ఈరోజు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు ఈరోజు రెండు మాటలు మాట్లాడారు ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ hmm. మాట ఏంటి అంటే Hmm. ఆయన అఖండ చూసినప్పుడు అరే శైవం శివుడి మీద సినిమా తీశారు అలాగా వైష్ణవ్ విష్ణువు మీద కూడా ఎంత పవర్ఫుల్ గా ఎప్పుడన్నా తీద్దాము అని అనుకున్నారంట hmm. వచ్చేసిందంట కార్తీకే రూపం ఆయనకు కూడా ఎలాంటి శ్లోకాలు పెడతారు అనుకున్నారంట అమ్మ నేను చూసాను నా కోరిక తీరిపోయింది అన్నారు చాలా ఇమీడియట్ గా తర్వాత ఆయన ఏమన్నారంటే ఇంతే హంబుల్ గా పుష్ప హిందీలో స్టార్ట్ అయింది hmm. ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఇప్పుడు మీది నిఖిల్ మీది అలాగే స్టార్ట్ అయింది అని ఆపేశారు మరి అలాగే అలాగే వెళ్తుంది అనమాట తను ఆయన ప్రొడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కదండి ఈజ్ జీనియస్ అయినా మీ కాంపిటీషన్ మీ ఇంకా దీన్ని బాగా చాలా మట్టి బుర్రలు మాకు కొన్ని అర్థం కావు నీది మట్టి బుర్ర ఏంటి సత్తి అంటే చక్కగా పలికే తెలుసా అంటే బైపాస్ మిస్టేక్ లో కొన్ని నేను లేదు లేదు నువ్వు ఫస్ట్ శ్లోకం దగ్గర నుంచి ఇంత గీత శ్లోకం దగ్గర చెప్పి చూడు hmm. సూపర్ ఇంగ్లీష్ అంటే లూస్ <laughs> బంప్స్ <laughs> ఏమన్నా కూడా వాళ్ళు మనకు అడగరు కదా hmm. కానీ సంస్కృతాన్ని ఎప్పుడైనా అట్లా తప్పు అనొద్దు అవును వీరికే విధ్వంసులమైన hmm. మళ్ళీ ఎందుకు అఫవాదు మీతోని కలవడం చాలా ఖుషి అనిపిస్తున్నది చెండాట అన్నా అంట నేను చందన్న నువ్వు చెండాట ఆడేసినావు ఊతందరిని కూసబెట్టగలిగినావు ఇక నిఖిల్ అన్న పర్ఫార్మెన్స్ తోనైతే అది ఏరే లెవెల్ ఉన్నది <laughs> కసి కనబడుతున్నది మీ డాక్టర్ అమ్మకు కూడా థ్యాంక్స్ కు చెప్పు hmm. నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత కాదు అంటే నేను ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు చేసామంటే డైరెక్టర్ చెప్పింది ఎగ్జాక్ట్ గా బికాస్ కృష్ణుడు అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్షన్ కానివ్వండి పర్ఫార్మెన్స్లు కానివ్వండి ఏది తప్పు వెళ్ళకూడదు నీట్గా ఉండాలి ఈరోజు మా మీద ఒక్కరు వేలెత్తి చూపించలేకపోతున్నారు అంటే ఇది ఇది తప్పు ఉంది బికాస్ అంత జాగ్రత్తగా పడి చేసామండి ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు పర్ఫెక్ట్గా ఉండాలని సో అన్నీ కలిసి వచ్చాయి సినిమాకి పబ్లిక్ కరెక్ట్ అసలు థియేటర్స్కి వస్తారా రారా అన్న టైంలో hmm. అసలు అవును ఎగ్జాక్ట్లీ మా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ రోజు ఫోన్ చేసాడు సినిమా రిలీజ్ ముందు సార్ జనాలు అసలు థియేటర్కి మధ్య రావట్లేదు సార్ అన్నట్టున్నారు hmm. రిలీజ్ అయిన రోజు ఫోన్ చేసి sir tsunami sir correction tsunami అని అడుగుతాను ఆ వర్డ్ ఆయన నోట్ నుంచి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నోట్లో చిన్న అన్నది అది వేరే గ్రహం మీదకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇదంతా ఇదంతా నిజమే కదా నన్ను ఎవరు లేపడు కదా అని భయంగా ఉంది నాకు నీకు నిద్ర పడతలేదు ఇప్పుడు అర్థమైపోయింది అంటే అట్లున్నది నీకు తాకిడి అది నిజంగా నువ్వు టాప్ టెన్ లకు వచ్చేసినట్టు డైరెక్టర్ కూడా ఇంకా ఫోర్టీ అయితే జనాలు గుండెకాయ బెండకాయ కూరగాయలతో నిన్ను అభిషేకమే చేస్తున్నారు గుండెకాయ దొండకాయ నువ్వు మా గుండెకే ఇంటావా అవి చూస్తుంటావా నువ్వు చెప్పేగా సోషల్ మీడియాలో ఫుల్ యాడ్ కివ్ బాగా యాడ్ కివ్ ఉంటాయి ఇట్లనే యాడ్ కివ్ ఇదే ఎలర్జీతోని మంచిగా మళ్ళా అంటే నాకు కొన్ని తఫులు పోతే క్షమించుకోవాలి ప్రేక్షకులు కూడా దేవుని గురించి మాట్లాడినాం ఏమన్నా పొరపాటు అయితే నేను ఏంది నాగుల సవితిని వినాయక సవితి అన్న గ్యారంటీ తెలుసా దేవుడు శిక్షించడు మనం అంటే మనోభాగాలు ఉంటాయి వాళ్ళు కూడా ఏమంటారు మనోభాగాలు ఉంటాయి మన భాగాలు దెబ్బతింటాయి మన ఓకే అట్లా మీరైతే ఇది చూడు కాదు ఖచ్చితంగా చూడవలసింది ఎందుకంటే హిస్టరీ లెక్క దాన్ని కన్వర్ట్ చేసి మనకు అందరికి బైపాస్ లో అర్థమయ్యేటట్టు ఒక పెద్ద ఆలోచనతో చేసింది ఆయన మనం అందరం అప్రిషియేషన్ కాదు ఆదరించి దీన్ని ఇంకా ఇంకా ఫాట్లు ట్రాన్స్ఫారం నెంబర్లు ఉన్నాయి చూడు <laughs> అతనే కార్తికేయ నెంబర్లు కూడా సూపర్ థ్యాంక్ యూ కోరుకుందాం థ్యాంక్స్ కన్నా thank you so much thank you very much